హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు పాలు మరియు పాల ఉత్పత్తులు అంటే డైరీ ఫామ్కు సంబంధించిన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి ఇండస్ట్రీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ బిజీ లైఫ్లో ఉత్సాహంగా పనిచేయటానికి అంతేకాకుండా ఆరోగ్యంగా జీవించడానికి మంచి పోషకాలున్న ఆహారం అవసరం ఈ పోషకాలు అన్నీ పాలు మరియు పాలతో తయారు చేయబడిన ఉత్పత్తుల్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి పాల పదార్థాలను రోజు ఆహారంలో తీసుకోవటం వల్ల మంచి పోషకాలు మన శరీరానికి అందుతాయి మరియు ఆరోగ్యంగా పిల్లలు పెద్దలు ఉంటారు పాలు పెరుగు నెయ్యి పన్నీర్ బటర్ మిల్క్ బటర్ ఇలాంటి వాటికి నిత్య జీవితంలో రోజుకు రోజుకు డిమాండ్ పెరుగుతూ ఉంది కొంచెం ఆలోచించండి ఇలాంటి ఫుల్ డిమాండ్ ఉన్న బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది పాలు మరియు పాల ఉత్పత్తుల తయారీ అనేది మన దేశంలో చిన్న మధ్య తరహా మరియు పెద్ద పరిశ్రమలాగా రన్ అవుతుంది dairy farm and milk products మన దేశంలో ఆర్థిక వ్యవస్థలో మేజర్ పార్ట్ ప్లే చేస్తున్నాయి ఫ్యూచర్లో ఇంకా చాలా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మిల్క్ ప్రాసెసింగ్ బిజినెస్ అనేది చాలా లాభదాయకమైనది మరియు సక్సెస్ఫుల్గా రన్ అయ్యే అవకాశం ఉంది మీరు ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రాసెసింగ్ యూనిట్ని స్టార్ట్ చేయండి లేదా నాలుగు ఐదు ఆవులు లేదా గేదెలు లేదా బర్రెలతో ఈ ఫామ్ను స్టార్ట్ చేయవచ్చు ఈరోజు వీడియోలో పాల నుండి వివిధ పాల ఉత్పత్తులు అంటే curd ghee paneer butter milk butter ఇలా ఇలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ లేదా ప్రాసెసింగ్ యూనిట్ బిజినెస్ గురించి చూద్దాం ఈ బిజినెస్లో ముఖ్యంగా పాలు చాలా నాణ్యతతో ఉండాలి ఎందుకంటే ఎంత నాణ్యత ఉంటే పాలకు మన ప్రోడక్ట్స్ కూడా అంత నాణ్యతతో వస్తాయి నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రోడక్ట్స్ క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఫస్ట్ పాలను రైతుల దగ్గర నుండి సేకరించాలి అంటే డైరీ ఫార్మ్స్ దగ్గర నుంచి సేకరించాలి ఈ సేకరించిన పాలను చిల్లింగ్ సెంటర్కు తీసుకెళ్ళాలి అక్కడ పాలలో కెమికల్స్ను మరియు వాటి పర్సంటేజ్ను టెస్ట్ చేస్తారు ఇందులో భాగంగా మౌత్ టెస్ట్ వెయిట్ న్యూట్రలైజ్ ఇంకా అదర్ టెస్ట్స్ కూడా చేస్తారు ఈ అన్ని పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత పాలను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో డెర్మినేట్లోకి చిల్లర్లోకి తర్వాత సైలోలో స్టోర్ చేస్తారు ఆ తర్వాత కూలింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూల్ చేస్తారు ఇందుకు గాను గ్లైకాల్ అండ్ వాటర్ను యూజ్ చేస్తారు ఈ మిల్క్ను ట్యాంకర్లో ప్రాసెసింగ్ చేయడానికి ఫ్యాక్టరీకి తరలిస్తారు ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లిన ట్యాంకర్లో పాలను ముందుగా ల్యాబ్లో టెస్ట్ చేస్తారు ఈ టెస్ట్ పూర్తయిన తర్వాత ఫిల్టర్ చేసి ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ దిగువగా కూల్ చేస్తారు ఆ తర్వాత ఆర్ఎన్టి ట్యాంకర్లో ఈ పాలను పంపిస్తారు ఈ ట్యాంకర్ కెపాసిటీ దాదాపు అరవై వేల లీటర్ల వరకు ఉంటుంది ఇప్పుడు పాలను ఎనభై డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ వద్ద ప్యాచరైజేషన్ చేస్తారు దీనికి కాను ఆటోమేటెడ్ మిషన్స్ ఉన్నాయి తర్వాత పాలను వివిధ పాల ఉత్పత్తులుగా తయారు చేయడానికి సిఎఫ్ఎఫ్ ట్యాంక్స్లో స్టోర్ చేస్తారు ఇప్పుడు పాల నుండి నెయ్యి ఎలా తయారు చేస్తారో చూద్దాం ఫస్ట్ పాల నుండి ఫ్యాట్ను వేరు చేస్తారు ఈ బటర్ను సిక్స్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి తర్వాత క్యాటిల్స్లో స్టీమ్ ఉపయోగించి మిక్స్ చేస్తూ one naught seven degrees temperature maintain చేస్తారు ఈ టెంపరేచర్ ఉన్నప్పుడు నెయ్యి తయారు చేస్తారు ఈ నెయ్యిని ట్యాంకర్స్లో రెండు గంటలు ఉంచుతారు నెక్స్ట్ ఈ నెయ్యిని ప్యూరిఫై చేస్తారు నెక్స్ట్ స్టేజ్లో ట్యాంక్స్లో పంపిస్తారు అక్కడ మళ్ళీ క్వాలిటీ టెస్ట్ చేస్తారు తర్వాత వివిధ సైజెస్ ఉన్న ప్యాకెట్స్లో ఆటోమేటిక్ మెషిన్స్ ద్వారా ప్యాక్ చేస్తారు ప్యాక్ చేసిన నెయ్యి శాంపుల్ను మళ్ళీ ల్యాబ్లో సెకండ్ టైం టెస్ట్ చేస్తారు టెస్ట్ పాస్ అయిన తర్వాత రెఫర్ రూమ్లో దాదాపు ఎయిటీన్ డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఈ ప్యాకెట్స్ను ఉంచుతారు అప్పుడు క్వాలిటీ బాగా ఉంటుంది తర్వాత ఈ ప్యాకెట్స్ను సేల్ చేయటానికి డిస్పాచ్ చేస్తారు ఇప్పుడు పెరుగు కర్డ్ తయారీ విధానం చూద్దాం ముందుగా కర్డ్ బైల్ తయారు చేస్తారు మళ్ళీ పాలను శానిటైజ్ చేస్తారు ఈ శానిటైజ్ చేసిన పాలను ట్యాంక్స్లో నైంటీ డిగ్రీస్ వరకు హీట్ చేసి మళ్ళీ ఫార్టీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూల్ చేస్తారు ఈ హీటింగ్ అండ్ కూలింగ్ ప్రాసెస్ అనేది వెంట వెంటనే చేస్తారు ఈ ఫార్టీ టూ డిగ్రీస్ పాలను డిఎఫ్టి ట్యాంకర్లో ఉంచి మరియు అందులో డివిఎస్ కల్చర్ను కలుపుతారు ఇప్పుడు బాగా మిక్స్ చేస్తారు బాగా మిక్స్ అయిన తర్వాత ప్యాకింగ్ కోసం పంపిస్తారు ఈ పెరుగును కప్స్లో మరియు పాలిథిన్ ప్యాకెట్స్లో ప్యాక్ చేస్తారు వాటిపై ప్రింటింగ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఈ ప్యాకెట్స్ను ఇంక్యుబేషన్ రూమ్లో దాదాపు ఫోర్ నుండి ఫైవ్ అవర్స్ ఉంచుతారు ఇక్కడ టెంపరేచర్ ఫార్టీ టూ డిగ్రీస్ ఉండేలా మెయింటైన్ చేస్తారు ఇక్కడ పాలకు ఎసిడిక్ నేచర్ వస్తుంది ఈ ఎసిడిక్ నేచర్ను పిహెచ్ ద్వారా టెస్ట్ చేస్తారు ఈ పెరుగును ఇంక్యుబేషన్ రూమ్ నుండి బ్లాస్ రూమ్లోకి మారుస్తారు ఈ రూమ్లో temperature minus two degree centigrade నుండి మైనస్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండేలా చూస్తారు ఎందుకంటే ఇది బాగా కూల్గా ఉండాలి మళ్ళీ టూ అవర్స్ తర్వాత ల్యాబ్లో మళ్ళీ టెస్ట్ చేస్తారు ఈ క్వాలిటీ టెస్ట్ పూర్తయిన తర్వాత ప్యాకెట్స్లో ప్యాక్ చేసి డిస్పాచ్ చేస్తారు ఇప్పుడు బటర్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ ప్రాసెస్లో ముందుగా పాలను శానిటైజ్ చేస్తారు తర్వాత నైంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తారు వెంటనే ఫార్టీ టూ డిగ్రీస్ వరకు చల్లబరుస్తారు ఆ తర్వాత నాలుగు నుండి ఐదు గంటల వరకు ట్యాంక్స్లో పీహెచ్ కొరకు వెయిట్ చేస్తారు ఈ కావలసిన పీహెచ్ వచ్చిన తర్వాత ఇందులో ప్యాచరైజేషన్ వాటర్ను కలుపుతారు మళ్ళీ ప్యాచరైజేషన్ చేసి ప్యాకింగ్కు పంపిస్తారు ఈ ప్యాకింగ్ ప్రాసెస్ కూడా ఆటోమేటిక్ మిషన్ ద్వారా అవుతుంది ఇప్పుడు పనీర్ తయారీ విధానం చూద్దాం ఇందుకోసం పాలను పనీర్ ట్యాంక్లోకి పంపిస్తారు అక్కడ నైంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి తర్వాత వెంటనే సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు చల్లబరుస్తారు ఈ చల్లబడ్డ పాలకు సొల్యూషన్ను కలుపుతారు మరియు కర్ల్గేట్ చేస్తారు ఈ కర్ల్గేట్ను ఫిల్టర్ చేసి బ్లాక్స్గా మారుస్తారు ఇందుకోసం పది నుండి పన్నెండు నిమిషాల వరకు ప్రెస్ చేస్తారు ఇలా తయారైన బ్లాక్స్ను చల్లటి నీళ్ళల్లో నాలుగు నుండి ఐదు గంటలు ఉంచుతారు ఇప్పుడు బ్లాక్స్ను ఇప్పుడు బ్లాక్స్ టెంపరేచర్ దాదాపు సెవెన్ డిగ్రీస్ నుంచి నైన్ డిగ్రీస్ వరకు ఉంటుంది వీటిని మాన్యువల్గా కట్ చేస్తారు ఇలా కట్ చేసిన పీసెస్ను మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేస్తారు ఈ క్వాలిటీ టెస్ట్ పూర్తయిన తర్వాత ప్యాకింగ్ చేసి డిస్పాచ్ చేస్తారు ఫ్యాక్టరీలో ఉపయోగించే మిషనరీ గురించి చూద్దాం ప్లాంట్లో ప్రాసెసింగ్ను బట్టి జనరేట్ అయ్యే ప్రోడక్ట్ని బట్టి మిషనరీ టైప్ అనేది ఉంటుంది bulk cooler cream separator pasteurizer CIP industrial homogenizer ఇలా వివిధ రకాలు ఉంటాయి వేరువేరు పాల ఉత్పత్తులకు వేరువేరు ట్యాంకర్స్ మరియు మెషినరీ అనేది ఉంటుంది అన్నిటిలో ప్యాచరైజర్ అనేది కామన్గా ఉంటుంది అన్ని ప్రోడక్ట్స్ ప్యాకింగ్ ఆటోమేటిక్ మెషిన్ ద్వారా జరుగుతుంది ఇవే కాకుండా milk machine fog separator aseptic tank plate heat exchanger side sealing machine cleaning kit మరియు స్టీమ్ బాయిలర్ ఇలా రకరకాల మిషన్స్ అనేవి ఉంటాయి ఇవే కాకుండా మ్యాన్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న పరిశ్రమ అయితే తక్కువ మందితో రన్ చేయవచ్చు అదే పెద్ద ఫ్యాక్టరీ అయితే ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం అవుతుంది ఇందులో క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పాలను సేకరించిన తర్వాత పాలను చిల్లింగ్ పాయింట్కు సప్లై చేస్తారు ఆ సప్లై చేసిన క్యాన్స్ను క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ క్యాన్స్ను రివర్స్లో ఉంచాలి తర్వాత వాషర్స్లో ఉంచి క్లీన్ చేయాలి దీనికోసం వాటర్ మరియు కెమికల్స్ వాడతారు తర్వాత క్యాన్స్ని రివర్స్లో ఉంచాలి ఫ్యాక్టరీలో మాన్యువల్గా క్లీన్ చేయలేని పైప్స్ అండ్ ట్యాంక్స్ మరియు ఇతర ప్లేసెస్లో యాసిడ్ అండ్ కాస్టిక్లను ఒక నిర్దిష్ట రేషియోలో కలిపి ఒక సొల్యూషన్ తయారు చేస్తారు ఆ సొల్యూషన్ని సిఐపి యూజ్ చేసి ట్యాంక్స్లో స్ప్రే చేయాలి ఈ కెమికల్ అనేది ట్యాంక్స్ని పైప్స్ను ఆటోమేటిక్గా క్లీన్ చేస్తుంది ఈ బిజినెస్ గురించి ఈ ప్రాసెసింగ్ యూనిట్ గురించి ఈ ఫ్యాక్టరీ గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు లైసెన్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం ఈ ఫ్యాక్టరీ లైసెన్స్ కోసం ఎఫ్ఏఎస్ఎస్ఏఐలో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ID proof company bank details NOC MSME govt of India registration certificates ఉండాలి మన దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి పాడి పరిశ్రమ అనేది ఉంది ఇప్పుడు బాగా కమర్షియల్ అయింది ప్యాకింగ్ పాలు కూడా అవసరమయ్యాయి ఆ ప్యాకింగ్ సైజును బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకింగ్ రేట్స్ కూడా ఉన్నాయి ఈ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ యూనిట్ను స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎంఎస్ఎంఈ గౌట్ ఆఫ్ ఇండియాను మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ను సంప్రదించండి